కేంద్ర ప్రభుత్వంతో నేను కూడా మాట్లాడుతున్నాను హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడుతున్నాను అన్నీ మాట్లాడి ఫైనల్లీ ఏం స్టెప్స్ తీసుకోవాలనో ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజల మంచికి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏది మంచిదైతే అది వందకు వంద శాతం తీసుకుంటాం ప్రజలు ఎవరు కూడా ఎటువంటి దీనికి గురి కావద్దు అనవసరమైనటువంటి భయాలకు లోను కావద్దు ప్రభుత్వం మీకు సంపూర్ణంగా అండదండగా ఉంటుంది అన్ని చర్యలు తీసుకుంటాం కానీ ప్రజలకు ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం సాయంత్రం తర్వాత కూడా ఆరోగ్య మంత్రి గారు నేను అన్ని జిల్లాల మంత్రులు కూడా అప్పీల్ చేస్తారు జిల్లా కలెక్టర్ కూడా అప్పీల్ చేస్తారు కానీ ప్రభుత్వం చేసేటువంటి ఆదేశాలు ఆరోగ్య శాఖ ఇచ్చేటువంటి ఆదేశాలు మన చీఫ్ సెక్రటరీ ఇచ్చే ఆదేశాలు అదేవిధంగా జిల్లా కలెక్టర్లు ఇచ్చే ఆదేశాలు అందరూ కూడా ప్రజలు పాటించి వ్యక్తిగత పరిశుభ్రత పర్సనల్ హైజీన్ ఎక్కువగా పాటించి ఈ వ్యాధి బారి పడకుండా ఉంటే మంచిదనే సలహా అందరూ కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష నేను మాట్లాడుతూ మొన్న ఏం చెప్పినా అంటే ఇది భయోత్పాదానికి గురి కావాల్సింది కాదు సర్టెన్ డిగ్రీస్ తర్వాత ఈ వైరస్ బతకదు ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే దీనికి ఇప్పటివరకు మందు ప్రపంచవ్యాప్తంగా లేదు దీని ద్వారా వచ్చే జ్వరం ఏదైతే ఉంటుందో మామూలు పారాసిటమాల్ వేసుకుంటే ఎట్లపోతో ఇది కూడా గట్లైపోద్దని ఒక సైంటిస్ట్ చెప్పిండో అని ఆయన రికార్డు అధ్యక్షుడు నేను రికార్డులో ఉన్నా ఇప్పుడు ఒక సైంటిస్ట్ నాకు ఫోన్ చేసి చెప్పిండో నేను చెప్పిన దాన్ని తీసుకొని అదేదో గొప్ప విషయము ఇంతకన్నా గొప్పది లేదు అన్నట్టుగా బట్టి విక్రమార్క మాట్లాడే ప్రయత్నం చేసినారు అసలు ఈ దేశానికి పట్టిన భయంకరమైన కరోనానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఈ దరిద్రం ఎప్పుడు వదిలితో తెలుగు ఇప్పటికే వదిలింది ఇంకా కూడా వదలాల్సిన అవసరం ఉంది మనం చేసి సెలవు అధ్యక్ష థ్యాంక్ యూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు ఆయన మొన్న మీరు చూసారు అసెంబ్లీలో ఏం ఒక ఒకరోజు మాట్లాడుతూ తెల్లారికి ఖండిస్తాడు కరోనా లేదన్నాడు కరోనా లేదు ఏం లేదన్నాడు కూడా సైంటిస్ట్ ఫోన్ చేసినాడు వాడు ఎవడో సైంటిస్ట్ సైంటిస్ట్ ఫోన్ చేసినా కరోనా లేదు పారాసిటమాల్ వేసుకోవాలన్నాడు దేశం మొత్తం అవుతున్నారు ఈ పారాసిటమాల్ ఏంటి అని చెప్పి మాస్కులు లేకుండా మా శాసనసభ్యులము సిబ్బంది అందరము రోడ్ల తిరుగుతామన్నాడు మళ్ళా నిన్న మాట్లాడాడు కరోనా ఉంది మాస్కులు కొంటున్నాం పైసలు దేనికోసం అంటే కేంద్రం ఇచ్చే కరోనా కోసం కేంద్రం ఇచ్చే నిధుల మీద దృష్టి తప్ప కరోనా మీద కాదన్న విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి కానీ కేసీఆర్ మాటలు నమ్మి ఈ ముఖ్యమంత్రి మోసపూరితమైన అబద్ధ మాటలు నమ్మి మన ఆరోగ్యాలను ఖరాబ్ చేసుకోవద్దు కరోనా విషయంలో మనందరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజల్లో ఒక మంచి ఆలోచన తగ్గించాల్సి ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నరేంద్ర మోడీ గారు ఈ కరోనా వ్యాధి నుంచి అనేక జాగ్రత్త తీసుకోవడానికి ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక సూచనలు సలహాలు ఇస్తే మోడీ గారి యొక్క సూచనలు సలహాలను ఎలా ప్రపంచం పాటించేటువంటి పరిస్థితి ఈ మరణముడికుంటే ఇలా ముఖ్యమంత్రి అబద్ధాలతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తలెత్తించుకునే దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ ఉన్నది ఇప్పుడు పారాసెటమాల్ అనేది నేను క్లారిటీ చెప్తానండి ఇప్పుడు చాలా డ్రగ్స్ వచ్చినాయండి మన మెడికల్ ఫీల్డ్లో నాకు ముప్పై సంవత్సరాల సర్వీస్ అంటే ముప్పై సంవత్సరాలు నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నా పారాసిటమాల్ అనే డ్రగ్ చాలా సేఫ్ డ్రగ్ చాలా సేఫ్ అది కిడ్నీ మీద ఏమాత్రం ప్రభావం చూపించదు మేము ఎంబీబీఎస్ చదువుకునేటప్పటి నుంచి ఇప్పటి వరకు పారాసిటమాల్ అనేదే జ్వరానికి వాడుతున్నాం ఇంకా అంతకు మించి ఏమన్నా డ్రగ్స్ ఎన్ఎస్ఏఐడీస్ అని ఉన్నాయి అవి కూడా వాడచ్చు అవి వాడితే ఏమవుతుందంటే కిడ్నీ దెబ్బతింటది కిడ్నీ తిని కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా ఈ పారాసిటమాల్ అనే డ్రగ్ జ్వరానికి సంజీవిని లాంటిది ఇక చెప్పాలంటే సంజీవినే జ్వరం వరకు మాత్రం ఇంతకుముందు ట్యాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఐవీ ప్రిపరేషన్స్ కూడా వచ్చినాయి పారాసిటమాల్ పేషెంట్కి హైక్టిక్ టెంపరేచర్ ఉన్నా కానీ ఐవి ప్రిపరేషన్ ఇస్తే ఎక్టిక్ టెంపరేచర్ ఉంటే ఏమవుద్దంటే బ్రెయిన్లో బేసల్ గ్యాంగ్లియా అనే ఎఫెక్ట్ అయిపోయి పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోతాడు అది వెళ్ళకోకుండా పారాసిటమాల్ ఐవీ ఇన్ఫ్యూషన్ ఇస్తే మాకు వితిన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో temperature will come down to normal పారాసిటమాల్కి ఇంకొక ఇది ఇంకొక మంచి గుణం ఏంటంటే నీకు జ్వరం లేనోడు తీసుకున్నాడు అనుకోండి పారాసిటమాల్ దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు జ్వరం ఉన్న వాళ్ళు తీసుకుంటేనే అది డ్రగ్ యాక్ట్ చేసి జ్వరాన్ని తగ్గిస్తుంది అది ఒక మీకు మీకు తెలియకపోవచ్చు కానీ డాక్టర్లందరికీ తెలుసు అది when the person is having fever only the drug of paracetamol with it will act okay ఇప్పుడు అన్ని దేశాల్లో కూడా జ్వరం వస్తే పారాసిటమాల్ అనే ట్యాబ్లెటే వాడతారు మీరు అమెరికాలో వెళ్ళండి నేను I I worked in West Indies I worked in Saudi Arabia wherever we go paracetamol drug is there in their list always okay అమ్మా కరోనా వైరస్ వచ్చిందండి ఎవరికి కరోనా వైరస్ డేంజర్ అనేసి చెప్తా those who are above fifty years okay those who are immunocompromised immunocompromised అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవాడికి తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళకి ఏం ఏమవుతుందంటే ఈ వైరస్ విజృంభిస్తుంది వాళ్ళ దగ్గర మీ అదే రెసిస్టెన్స్ ఉన్న యంగ్ పీపుల్ మీలాగా యంగ్ పీపుల్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ ఉండి ఇమీడియట్గా యాంటీబాడీస్ డెవలప్ అయ్యి బాడీ రెసిస్టెన్స్ యాక్ట్ చేసి it won't cause any problem okay అలాంటి వాళ్ళకి పారాసిటమాల్ లిటిల్ బిట్ ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబయాటిక్ ఇస్తే they will come down they will come to normal మామూలు వైరల్ ఫీవర్ లాగానే